hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి సో నేను మా సాయిగాడు సో మొన్న సాయి అండ్ ఫ్రాంక్ చూసినట్టు మీరు ఆల్రెడీ సో ఒకవేళ చూడకుండా చూడండి అది చూస్తే ఈ ఫ్రాంక్ అర్థమవుతుంది అంటే మారన్ గాని మీద రివెంజ్ తీసుకుంటున్నాం అనమాట ఏమంటారా రివెంజ్ కంపల్సరీ తీసుకోవాలి సో రివెంజ్ అయితే ప్లాన్ చేసినాము మారన్ మీద అంటే మొన్న నేను మీద ఆడు వేసిండు కదా ఆ అన్న వాళ్ళతో తీసుకొని వచ్చి సో ఆ రోజు భయ్య ఏడ్చేసిండు సో ఈరోజు కూడా ఈ భయ్య ఆ భయ్యని ఏడిపిస్తా అని అంటుండు చూద్దాం వీడు సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా హైలైట్ ఏంటంటే మేము వీడియో తీస్తున్నామని మారని కానీ చెప్పే చేస్తున్నాం అదే హైలైట్ సర్ప్రైజ్ ఇస్తామని చెప్తాము చెప్పి గ్రౌండ్లోకి తీసుకొని పోతాము ఆ తర్వాత ఇక అన్ని కట్టేసి స్టోరీ వేరే ఉంటుంది ఇక అంతేనా సో మీరైతే చూసి ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ మన మారణ అయితే వచ్చిండు ఎంతో కష్టం మీద అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉండే చాలా వర్క్ ఉండే ఇంట్లో పర్మిషన్ తీసుకొని మీ గురించి మా గురించి వచ్చిండు సో సాయి మీ ఫ్రెండ్కి ఏమో గిఫ్ట్ ఇస్తానంట తెచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ జ్యూస్ అన్నీ ఇచ్చిన నీకోసం అంటే ఎందుకు ఎందుకు అంత ఇష్టం అంటే వీళ్ళిద్దరు చాలా ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ అన్న జాన్ దిగిరం సో వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అంటే ఇప్పుడు అంటే గిఫ్ట్ వీనికి ఎందుకు ఇస్తున్నారు అంత స్పెషల్ అంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఆ గ్యాంగ్లో ఉంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఆ గ్యాంగ్లో కలిసి ఉండే కలర్ డ్రామా ఫ్రెండ్షిప్ దోస్తి హంగా గ్యాంగ్లో వీడేనా నా జాంజిగిరి అప్పుడే జాంజిగిరిలా సో ఏం తెచ్చినావు అంటే సర్ప్రైజా రివీల్ చేసినా చెప్తావా లేదంటే చూపెడతావు డైరెక్ట్ చూపెడతా డైరెక్ట్ మరి సర్ప్రైజ్ కట్టేద్దామా సో సర్ప్రైజ్ ఇవ్వాలంటే ముందు మనం కట్టేసేయాలి ఎందుకు కట్టేశారనా కండ్లురా సర్ప్రైజ్ చేశాడు మాడు కండ్లు వద్దు చేతులు అట్టేద్దాం ఎందుకంటే కొత్తగా ఉంటది మనం ఏదైనా డిఫరెంట్ చేస్తాం రా డిఫరెంట్ చేద్దాం అర్థమైంది మీ అందరికి డిఫరెంట్ గా సాయి నిజంగా మీ ఫ్రెండ్షిప్ కి మా ఫ్రెండ్ వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏమి ఇయ్యారు నాకైతే ఈ వయసులో వీళ్ళిద్దరు ఇప్పుడే ఇంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అనే అనుకోవాలి సాయి గిఫ్ట్ తీసుకురా ఫస్ట్ కట్టేద్దాం అవును ఇది పట్టుకో మైకోట్ సో మన మారన్ బాయ్ అని అయితే కట్టేసినాం సో ఇప్పుడు మన సాయిబాయ్ గిఫ్ట్ తెస్తాడు తెలుసుగా గిఫ్ట్ ఓ మొత్తం ప్యాకింగ్ చేసి తెచ్చిండు అనమాట మన ఎంతైనా జాంజింగ్ అలా కూడా చూపెట్టరా మీ అంటే ఎందుకు అంత ఇష్టం మీ అంటే ఎందుకు అంత ఇష్టం గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది గిఫ్ట్ ఇస్తుంటే వాడంటే నాకు ఇష్టం అన్న వానికి నేనంటే ఇష్టం వాడంటే నాకు ఇష్టం అన్న వానికి నేనంటే ఇష్టం అంటే ఏమిటంటే వాళ్ళు ఇవ్వలేని ఓహో అంతగానం ప్రేమ నారం ఇద్దరికి చాలా బాండింగ్ ఉంది అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది ఇస్తుంటే అన్నా ఏం చెప్పలేము అన్న ఎక్స్ప్రెస్ చేయని ఆనందం ఉంది చాలా ఆనందం ఆ గిఫ్ట్ ఇచ్చినాక సో గిఫ్ట్ అయితే రివీల్ చేయబోతున్నాం ఓ చాలా పెద్ద గిఫ్టే ఉంది రో సో నాకు కూడా ఆతృత ఉంది ఏమేమి గిఫ్ట్ అసలు ఏం గిఫ్ట్ అని చూడాలని చాలా క్యూరియాసిటీ అనిపిస్తుంది అనమాట అంటే మనకైతే ఇలాంటి ఫ్రెండ్స్ ఉండరు కానీ నాకు మాత్రం ట్రూ ఫ్రెండ్ ఉంటూ సూపర్ రా సార్ సూపర్ రా సార్ ఉండాలి నీలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఏమంటావు మారా కరెక్టే కదా చెప్పు సో చూపెట్టు మావానికి రీలింగ్ వన్ టూ త్రీ అన్నా సో మన వాళ్ళకి ఏమి ఇచ్చిండో మీకు గనవాలే అనుకుంటా ఇగో దీంట్లో ఏముంది తెలుసా ఫ్రెండ్స్ చిన్న టిప్స్ ఏంటి మమ్మీ ఎవడీడు సో ఫ్రెండ్స్ మన మారణ్యానికి అయితే మన సాయిబాయ్ ఐస్ గిఫ్ట్ ఇచ్చిండు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా సో ఎందుకు ఇస్తున్నావు ఐస్ అన్న అమ్మునా నా మీద ఫ్రాంక్ వేసిండన్నా నేను సైకిల్ ఇరగొట్టినా అనేది ఫ్రాంక్ వేసిండన్నా అందుకే ఇక ఇప్పుడు రివెంజ్ అనేది ఏంటండి రివెంజ్ సైకిల్ ఫ్రాంక్ చేసిన నా సైకిల్ ఇరగొట్టినా అని ఫ్రాంక్ చేసిండు ఇడు నా నాకు తోడు ఉంటా నేను అనుకుంటే ఆడు వాళ్ళు నాకు ఆపోజిట్ అయ్యిండు అంటే వీడు నీకు సపోర్ట్ చేస్తాడని అనుకో అన్న వాళ్ళు వస్తే కానీ నీకే ఆపోజిట్ అయ్యి హాస్పిటల్ తీసుకోపోయినా అన్న నువ్వే తీసుకోవాలి నాకు అరే ఫ్రెండ్ అంటే అట్లా ఉంటదా నమ్మక ద్రోహి మిత్ర ద్రోహిరా నువ్వు అరే అసలు యాక్సిడెంట్ కాలే నువ్వు ఎట్లా తీసుకోవాలి పిచ్చోడా తీరా తీరా అది అదిరా ఇదిరా ఫస్ట్ ఇవి చాక్లెట్స్ అనుకున్నారు చాక్లెట్స్ కాదు చిన్న చిన్న క్యూబ్స్ అలా మొత్తం ఐస్ ఉన్నాయి ఫస్ట్ మనం ఒక్కొక్కటి చెప్పుకుంటేరా అవో మనోడు మెల్లగా తిప్పుకుంటుండు నాకే ఆపోజిట్ అవుతావా నువ్వు దోశ నేను అమ్మ కదా అరే నేను నీళ్ళు పోసిన ఐస్ పోసిన వద్దురా మొత్తానికి అయితే ప్యాంట్లు వేస్తున్నా వద్దురా వెనకాల వెనకాల కూడా వద్దు నెత్తి రిక్షాలు రారే ఇవన్నీ ఉండే రారే అరే నువ్వు మా మమ్మీ తిడుతుందిరా అరే మామిడి ఏ గిదానికి ఏడు సాడ్ ఫ్రాంక్ చేసిండ్రు ఇవేం తీసుకుండు గానికి ఎందుకు ఏడుస్తున్నావు అయితే మనం ఏం చేద్దాం అంటే ఇక వరే ఆపేసారా ఇవి పట్టుకో ఇవి పట్టుకోరా లక్కీ అని మీరు వేద్దాం లక్కీ నెక్స్ట్ కంటెస్టెంట్ మీరు వేద్దాం వాటర్ ఎందుకిలా నా కర్మ అయ్యో అరే చెప్పండి చేస్తురా సాయి సో ఫ్రెండ్స్ రివెంజ్ అయితే సాయిబాయ్ అది కంప్లీట్ అయిపోయింది మనవాడు ఏడ్చిండు సో అలా మమ్మీ తిడతాడట మొత్తం తడిచిపోయిండు రివెంజ్ దీని మీద అయితే వీడు తడిచిపోయిండు వాడు తడిచిపోయిండు ఇక మావాడు కూడా తడిచిపోయాడు మొత్తం ఓల్ రివెంజ్ ఎవలమో తీసుకున్నాం సో అరే ఎట్లా అనిపించింది రివెంజ్ అన్న నెక్స్ట్ టైం మేమైనా చేస్తామన్నా మేము ఇద్దరం కలిసి అదేంద్ర అరే మీరు మీరు కొట్టుకురు నా మీద అరే నేనే అరే నాకు సంబంధం లేదు మీరు మీరు కొట్టుకోండి నాకు సంబంధం లేదు వీడు ఏం చెప్పిండు వీడు లేట్ వస్తుండే అని చెప్పి వీడు పిలుస్తలేడని రివెంజ్ తీసుకున్నాను మీద ఈ రోజు కూడా ఆడినాం కలిసి చేసినాం ఏమో మీ ఇద్దరు మీద ఖచ్చితంగా వేద్దాం రా వీళ్ళిద్దరు కంపల్సరీ అరే మేమేమన్నా మీరు తీసుకురాడు వీడియో రివెంజ్ నువ్వే అడిగినావు కదా అరే మేము వీడియో తీసుకున్నాడు ఎవరు కావాలన్నారు మా ఇద్దరు కలిసి చిట్టదు పెడుతున్నారు మీరు ఇద్దరు కలిసి పెడుతున్నారు మీరు మీరు మీరు వాన్ మీద నువ్వు చేసినావు నీ మీద ఆడి చేసి చెల్లిచ్చాను అంతే చేసాం కాదు నాయను మన కెమెరామాన్ చూసాం కింద ఉండు వీళ్ళందరికి చుచ్చు పెట్టింది మావాడే ఇవ్వడం తెలియదు అట్లా నాలకే నాలకే నడతాడు మావాడు చుచ్చు అందుకనే ఇంక చుచ్చు చుచ్చు చేస్తాం నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే సో ఫైనల్ గా నేనైతే మన వాళ్ళందరి మీద రివ్యూ తీసుకున్నా వీడు సాయిగాడు వీడి మీద రివ్యూ తీసుకుండు సో ఎట్లా అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి మంచిగా అనిపిస్తుంది సమ్మర్ మంచిగా ఉంటుంది చల్లగా మంచిగా అనిపిస్తున్నారా అరే నెక్స్ట్ టైం మొత్తం పెద్ద ఐస్ గడ్డ పెట్టి పండగటాలి దాంట్లో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే like share comment and subscribe so thank you for spending your available time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో బాయ్ చెప్పండి అందరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం